hi friends welcome to my channel south Indian రెసిపీస్లో ముక్కల పులుసు లేదా దప్పలం తర్వాత అదే విధమైన ఆదరణ పొందుతున్న రెసిపీ సాంబార్ దీన్ని రకరకాల రుచుల్లో తయారు చేసుకోవచ్చు నేను మా నాయనమ్మ చెప్పిన సాంబార్ రెసిపీ మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను దానికోసం ముందుగా చిన్న చిన్న ఉల్లిపాయలను ఎంచుకుని తెచ్చుకోవాలి వీటినే సాంబార్ ఉల్లిపాయలు అని కూడా అంటారు ఇవి వేస్తే సాంబార్ టేస్ట్ మరింత పెరుగుతుంది ఈ ఉల్లిపాయలని తొక్క తీసుకుని వలుచుకుని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని మూడు స్పూన్ల ఆయిల్ వేసుకుని అది వేడైన తర్వాత అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసి వేయించుకుని మూడు ఎండుమిరపకాయలను కూడా ముక్కలుగా చేసి వేసుకోవాలి ఇష్టమైన వాళ్ళు దీంట్లో కొద్దిగా మెంతులు కూడా వేసుకోవచ్చు తర్వాత మనం ముందుగా పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక కప్పు చిన్నగా తరిగిన ఆనపకాయ ముక్కలు ఒక కప్పు ఒక ములక్కాడను ఈ విధంగా ముక్కలు చేసి వేసుకోవాలి అవి అలాగే పావు కప్పు క్యారెట్ ముక్కలు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు అరకప్ టమాటా ముక్కలు నాలుగు పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసుకుని అవి అలాగే ఒక రెమ్మ కరివేపాకు ముక్కలు మగ్గడానికి కొద్దిగా ఉప్పు పావు స్పూన్ పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ముక్కలన్నిటిని ముందుగా మగ్గించడం వల్ల సాంబార్ టేస్ట్ మరింత పెరుగుతుంది ముక్కలు కొద్దిగా మగ్గాయి కదా ఇప్పుడు దీనిలో ఒకటిన్నర లీటర్ నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు సాంబార్కి సరిపడా ఉప్పు అలాగే కొత్తిమీర కాడలు ఇవి వేయడం వల్ల సాంబార్కి మంచి సువాసన వస్తుంది ఇలా వేసుకుని తర్వాత మూత పెట్టుకుని కొద్దిసేపు మరిగించుకోవాలి మూత తీసి చూద్దాం చూసారు కదా ఎంత చక్కగా మరుగుతుందో ఇప్పుడు దీనిలో మూడు టేబుల్ స్పూన్ల చిక్కగా ఉన్న చింతపండు గుజ్జు ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు ఇది ఒక డెబ్బై ఐదు గ్రాములు వేసుకోవాలి అలాగే తీపి ఇష్టపడే వాళ్ళైతే బెల్లం కూడా ఇదే టైంలో వేసుకోవాలి కానీ మనం దీనిలో ఉల్లిపాయలు వేసాం కదా కాబట్టి దానికి వచ్చే తీపి సరిపోతుంది ఇష్టమైన వాళ్ళు కావాలంటే స్వీట్ వేసుకోండి పప్పు కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ సాంబార్ మనకి మీడియం ఫ్లేమ్లో మరిగితే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం సాంబార్ మసాలా గ్రేవీ పట్టుకోవడానికి రెండు స్పూన్ల సాంబార్ పౌడర్ని తీసుకుంటే సరిపోతుంది ఈ సాంబార్ పౌడర్కి సంబంధించి ఎలా తయారు చేసుకోవాలి అనే లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం కావాల్సిన వాళ్ళు దాన్ని క్లిక్ చేసి చూడండి సాంబార్ పౌడర్లో నేను మిరియాలు ఎక్కువ వాడడం వల్ల వేరేగా ఎక్కడ కారం అనేది యూజ్ చేయలేదు ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం ఎండుమిరపకాయలు వేసుకున్నాం అలాగే సాంబార్ పౌడర్లో కూడా ఎండుమిర్చి కారం ఉంటుంది అలాగే మిరియాల కారం కూడా సరిపోతుంది కాబట్టి నేను ఇంకెక్కడా కూడా వేరే కారం అనేది యూజ్ చేయలేదు దీనికి కొద్దిగా పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి అయినా కూడా వాడచ్చు నేను ఇలా కొద్దిగా కొబ్బరి ముక్క తీసుకుంటున్నాను ఈ కొబ్బరి సాంబార్ పొడి రెండు కలిపి మెత్తగా మిక్సీ పట్టుకుని తగినన్ని నీళ్లు కూడా పోసుకుని గ్రేవీ పట్టుకుని ఇలా ఉడుకుతున్న సాంబార్లో పోసేసుకుని బాగా కలుపుకుని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి చూశారు కదా ఉల్లిపాయలు కూడా ఎంత చక్కగా ఉడుకుతున్నాయో ఫైనల్గా రెండు స్పూన్ల నెయ్యి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని రెండు నుంచి మూడు నిమిషాలు బాగా మరిగించుకోవాలి ఈ సాంబార్ రైస్లోకి చాలా చాలా బాగుంటుంది చూసారు కదా మన సాంబార్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా మరియు కొద్దిగా స్పైసీగా ఉండే పాతకాలం నాటి నాయనమ్మల కాలం నాటి సాంబార్ రెసిపీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇప్పటివరకు మా ఛానల్స్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే ఛానల్స్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ